श्रीवेङ्कटेश गोविन्द सौन्दर्यसुषमालया जगन्मङ्गलतोमालसेवा भक्तमहोदया गोविन्दा ఉదయ సాయం సంధ్యల ఉజ్వల సేవ తొలిదేవుని గోవిందుని తోమాల సేవ తోమాల సేవ తోమాల సేవ श्रीभोग श्रीनिवासमूर्ति परिमलाभिषेक शोभितमुक्तो महालसेवा श्रीहरिस्वर्णपाद पद्मश्रीरञ्जितमधुराभिषेकमहितमहातो मालसेवा శ్రీ స్వామిశాల గ్రామ చిన్మయాభిషేకమున శ్రీకరమౌతో మాల సేవా భూతశుద్ధిభూషితుని భూమిదేవి విభుని ఆరాధనోపచార విధుల కోమాల సేవా